వెల్కమ్ టు బీడిఎల్ టీవీ ఇప్పుడు మనం మన దేశంలో ప్రసిద్ధి చెందినటువంటి మన దేశంలో ప్రసిద్ధి చెందినటువంటి ఆన్లైన్ గ్రాసరీ షాప్స్ గురించి తెలుసుకుందాం మన దేశంలో ప్రసిద్ధి చెందినటువంటి ఆన్లైన్ గ్రాసరీ షాప్స్ గురించి తెలుసుకుందాం నాకు తెలిసి ఒక నాలుగు నాలుగు ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ గ్రాసరీ షాప్స్ ఉన్నాయి దానిలో ఒకటి బిగ్ బాస్కెట్ రెండవది గ్లోఫర్స్ డాట్ కామ్ మూడవది Amazon Pantry Amazon Pantry dot in నాలుగోది Naturally Yours dot in Naturally Yours dot in first Big Boss Big Basket first priority ఉన్నటువంటి గ్రాసరీ షాపు ఈ గ్రాసరీ షాప్లో ఏమేమి ఉంటాయనేది మామూలు ట్రెడిషనల్ మార్కెట్ కంటే ఈ మార్కెట్ ఏ విధంగా డిఫరెన్స్గా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఇది Big Basket online shopping website ఇలా చూడండి shop by category shop by category అని ఉంది కదా fruits and vegetables food drinks, oil, masala, bakery, food drinks, oil, masala, bakery, cakes and dairy, beverages, snacks, branded food, beauty and hygiene, cleaning and household, cleaning and household. Kitchen garden pets eggs and meat fish gourmet world food baby care baby care अवी सब columns noodle pasta breakfast biscuits and cookies frozen vegetable spread sauce ketchup snacks namkeen chocolates dairy milk Cadbury's dark chocolates pickles chutneys Indian मिजाइल fruits and vegetables fresh vegetables herbs and seasoning fresh fruits exotic fruits cuts and sprouts organic fruits flowers and bunches food grains and masala dals pulses atta flour sooji rice rice products salt, sugar jaggery, organic sappers, edible oil, geese, dry fruits, masala spices, whole spices, అన్నీ ఉన్నాయి అలాగే బేకరీలో bread buns dairy bakery snacks health and drinks బెవరేజెస్లో హెల్త్ డ్రింక్స్ బెవరేజెస్లో health energy soft drinks health drinks fruit juice coffee tea snacks branded ఫుడ్స్లో breakfast cereals noodle pasta breakfast cereals biscuits cookies frozen veggies సోర్స్ snacks namkeen chocolates ready to cook and eat pickles and chutneys Indian mithai beauty hygiene oral care hand wash ఇవన్నీ ఉన్నాయి cleaning and household all purpose cleaners uh, disposable garbage block freshness, repellents mops brushes and scrubs bins bathrooms puja needs party festive needs stationery kitchen and garden pet food steel utensils appliances electricals cookware non-stick storage accessories kitchen accessories crockery cutlery gardening pots flask casseroles అవన్నీ eggs and meat gourmet world food baby care all view all click చేద్దాం వ్యూ ఆల్ క్లిక్ చేస్తే అన్ని రకాల ఐటమ్స్ మనకు కనిపిస్తాయి ఫ్రెష్ వెజిటబుల్స్ క్లిక్ చేస్తున్నాను ఫ్రెష్ వెజిటబుల్స్ hash vegetables చూసారా onion one KG twenty four rupees tomato fifty five rupees potato potato one KG twenty five rupees lady fingers thirty five rupees the elephant gas 35 rupees carrot 50 rupees palak palakora 100 grams 12 rupees cauliflower 400 600, grams 39 rupees capsicum 64 rupees అలా ఉన్నాయి ప్రైసెస్ అలా వెజిటబుల్స్ సంబంధించిన ప్రైసెస్ అలాగే two ten types of vegetables ఉన్నాయి beans brinjals gold pumpkin drumsticks potato onion root vegetables speciality ఇవన్నీ కూడా మన ప్రైస్ని బట్టి కూడా మనం క్యాటగరైజ్ చేసుకోవచ్చు ఇరవై రూపాయల లోపల ఉన్నవి ఇరవై ఇరవై నుంచి ఇరవై ఫిఫ్టీ రూపీస్ ఉన్నవి హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకు ఉన్నవి టూ నాట్ వన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నవి వీటిలో డిస్కౌంట్ ఉన్న ఐటమ్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఎన్ని పీసులు అనేవి కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం ఎన్ని కేజీలు ఎన్ని పీసులు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు వీటిని ఇక్కడ ఉన్నాయి చూసారు ఐటమ్స్ వన్ ఐటమ్ యాడ్ అంటే ఈ ఐటమ్ యాడ్ అవుతుంది ఇదంతా వన్ కేజీ ఐటమ్ అనమాట థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈ విధంగా బిగ్ బాస్ బిగ్ బాస్కెట్ మీకు ఈ ఐటమ్స్ అన్ని ఉంటాయ్ fresh fruits exotic fruits cuts fruits organic fruits flower buckets marigold organic fruits vegetables tomato onion organic vegetables lemon kitchen and bakes eggs and meat వన్నీ కూడా ఇందులో ఉన్నాయి అన్నమాట ఆది బిగ్ బాస్కెట్ బిగ్ బాస్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇంకొకటి online stores Grofers dot com HTTPS Grofers dot com చూడండి గ్రాఫర్స్ డాట్ కామ్ దీనిలో grocery staples household needs personal care baby kids beverages biscuits snacks chocolates noodles sauces infant foods ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకా స్క్రోల్ అవుతాయి ఏమో ఐటమ్స్ ఉన్నామని breakfast dairy home and kitchen furnishing home needs frozen foods pet care vegetables और ये ఉంటాయి వీరే ఐటమ్స్ అలా ఉన్నాయి చూడండి gold drop sunflower oil 86 rupees 1 1 item club price 85 rupees అలాగే Coke Thums Up soft drink 1 litre 61 rupees और आगे आशीर्वाद होली Tata three sixty eight rupees ten KGs ten KGs three sixty eight rupees అలాగే Aashirvaad turmeric powder hundred gram seventeen rupees అలాగే health healthy heart rice bran oil heart rice bran oil Vijaya coconut oil groundnut oil one fourteen rupees one KG ప్రీమియంకి వచ్చి గనీ pure mustard oil hundred and eleven rupees one piece one litre Parle and hide and seek chocolate chip cookies two hundred grams thirty five rupees Surya peanut chikki buy one and buy get one free buy one and get one free forty rupees peanut chikkis అలాగే Heritage cow ghee four thirty four rupees Heritage का होगी फोर थर्टी फोर रुपीज़ होगी ललिता टी rice one thousand two fifty nine rupees twenty five KGs Aashirvaad chilli powder hundred grams eighteen rupees lemon dish wash gel one seventeen rupees seven fifty M L Maaza mango fruit drink fifty three rupees Maja mango fruit drink bottle 1.2 liter 53 rupees Harpic power plus original toilet cleaner 270 rupees 2 liters అలాగే Surf two KGs three fifty nine two KGs three fifty nine అలాగే harvest pesticide free tamarind five hundred grams ninety seven rupees Pepsodent జన్మీ check cavity protection one fifty grams two two number ninety two rupees ఇలాగా చాలా రకాలు ఉంటాయి మనకి ఏ ఐటెం కావస్తే ఆ ఐటెంని యాడ్ టు కార్ట్ అని పెట్టి మిగతా ఐటమ్స్ మనం సెలెక్ట్ చేసుకుంటూ పోవచ్చు సెలెక్ట్ చేసుకుంటూ పోయిన తర్వాత మనం ఏటీఎం కార్డ్ నెంబరు పాస్వర్డ్ అడుగుతుంది అది ఇచ్చిన తర్వాత మన ఇంటికి ఐటమ్స్ వస్తాయి home and kitchen household needs noodles and instant food grocery biscuits and snacks baby kids personal care ఈ సబ్బు ఐటమ్స్ మీద కలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి ఐటమ్స్ డీటెయిల్స్ ఎన్ని గ్రామ్స్ ఎంత ప్రైస్ అనేది మనకి కనిపిస్తుంది ఈ పైన కూడా ఉన్నాయి grocery staples household minutes personal care baby kids beverages biscuits snacks అలాగా ఐటమ్స్ మీద క్లిక్ చేసి మనం ఐటమ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది గ్లాఫర్స్ డాట్ కామ్ సంబంధం తర్వాత అమెజాన్ ప్యాంట్రీ గురించి చూద్దాం అమెజాన్ ప్యాంట్రీలోకి వెళ్ళిపోయాం వీటిలో కూడా cooking essentials snacks and beverages packaged foods household and pets personal care baby skin care offers అన్నీ ఉన్నాయి fifteen percent instant discount on purchase of fifteen thousand fifteen hundred maximum discount three hundred fifteen hundred మీద మ్యాక్సిమం త్రీ హండ్రెడ్ డిస్కౌంట్ ఇస్తారు హెచ్ఎస్బి కార్డు ఉంటే ग्रॉसरीज पीएस पीएस जंटेड shower gel 250 fifty M L one twenty rupees अलगे regular baby pant medium size four ninety nine rupee six number Colgate one ninety nine rupee one ninety nine rupee three seventy grams pack of two రెండు ఉంటాయి రెండు కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటాయి త్రీ సెవెంటీ గ్రామ్స్ ఈచ్ అది వన్ నైంటీ నైన్ రూపీస్ అలాగే Red Label natural care tea Red Label natural care tea four hundred eleven one KG one KG four hundred eleven rupees Charminar everyday rice five KG two ninety nine rupees Maggi two minutes noodles one twenty three rupees eight 840 grams Mawana premium fine grain sugar 199 rupees 5 KG अलगा पापला टू dal matic front load Saffola active mother's dairy cow ghee Vedaka green tea Fortune rice bran health oil ಏಕೆಂದರೆ ಅವನ Amazon brand Presto toilet cleaner Amazon brand Vedaka red chilli Amazon brand Solimo premium roasted Amazon brand Solimo premium cashews five hundred grams six twenty five rupees Amazon brand Vedaka turmeric powder three seven seven thirty seven rupees ninety two hundred grams thirty seven rupees turmeric powder Amazon brand multi ply kitchen tissue two thirty five rupees two items ఇలాగా చాలా ఐటమ్స్ ఉంటాయి ఆలివ్ పామ్నెస్ these are now full sale daram wheat pasta 500 grams 99 rupees vodka premium mixed dal 500 grams vodka premium white lovia 1 kg 75 rupees green coffee uh, green coffee pack of 2 pack of 2 ఎన్ని గ్రామ్స్ అని రాలేదు hundred rupees five hundred grams Vedaka five fifty five rupees cooking essentials tata salt चना दाल चना दाल आटा दाल्स రైస్ ఆయిల్స్ ఘీ అన్నీ కూడా ఉంటాయి twenty percent off catch catch के कोई मैच नहीं bring the dust off Tata to your kitchen Madhur pure sugar Madhur pure hygienic sugar one K G bag forty three rupees Tata moong dal one twenty rupees one K G Tata salt lite thirty two rupees one K G Maggi pack Tata Sampann two hundred grams forty one rupees turmeric powder ఇలా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి మనకి ఏ ఐటెం నచ్చితే అది యాడ్ టు కార్ట్ వెళ్ళి దాన్ని మనం పర్చేస్ చేయొచ్చు ఇలాగ ఈ ఆప్షన్స్ అన్నింటిలో క్లిక్ చేస్తుంటే వాటి డీటెయిల్ ఆప్షన్స్ కింద కనిపిస్తాయి వాటిని యాడ్ కార్డ్ క్లిక్ చేసుకుంటే అది మన ఐటమ్ లిస్ట్లోకి వెళ్తుంది ఇవన్నీ కూడా sub columns spices dals flours rice oils tea sugar cooking paste baking supplies ready to meal mixes breakfast cereals noodles pasta వెమ్సెస్ can pasta noodles snack foods ఇవన్నీ అనమాట ఇదంతా కూడా अमेजा संबंधी online grocery shop next naturally yours dot in W W W naturally yours dot com दीन हेल्थ स्नाकिंग इवीं sub columns super foods apple cider vinegar क्वी क्वीनो चाइना सीज goji berry wheat grass powder healthy snacks, raw seeds, roasted seeds, seed mix, staples, flakes and flores, cold pressed rice, rice and millets, pasta and noodles, sweeteners, Ayurvedic, ashwagandha powder, triphala powder, neem powder, tulsi powder, flores, flakes, grains, pista, bulk by rice, flours, superfoods, cooking oil breakfast cereals, seeds and nuts sweetness ఇవన్నీ కూడా మనం ఇందులో మనం ఆర్డర్స్ ఇవ్వచ్చు సూపర్ ఫుడ్స్ హెల్తీ స్నాకింగ్ రాసిస్ రాసిడ్స్ క్లిక్ చేద్దాం blasts pack of 5 into 50 grams 266 rupees 5 ప్యాక్లు ఫిఫ్టీ గ్రామ్స్వి రెండు వందల అరవై ఆరు రూపాయలు pumpkin seeds fifty grams pumpkin seeds fifty grams one twenty nine rupees pumpkin seeds పచ్చివి ఫైవ్ ప్యాక్స్ ఫిఫ్టీ గ్రామ్స్వి 645 rupees naturally yours flax seed 1 kg 320 rupees organic flax seed 500 grams 165 rupees raw sunflower seeds 500 grams 49 rupees pumpkin seeds 500 grams 1245 rupees large sunflower seeds 50 grams 55 rupees himalaya single clove garlic single clove garlic 250 grams pack 725 himalaya single clove garlic 150 grams 435 himalaya single clove garlic 50 grams ఇలాగ లాసీట్స్కి సంబంధించిన shopping roasted seeds ayurvedic triphala powder neem powder triphala powder neem powder Baxter, and flowers as the snacks. Rafis, roasted seeds, seed mix, new, ayurvedic, ashwagandha powder, tripala powder, flours, flakes, grains, rice flours, superfoods, cooking oil, breakfast seeds, cheese and nuts. Healthy gifting ideas. 100. ग्राफरे रोस्टेड सीड्स होता pumpkin seeds roasted salted six forty five rupees pumpkin seeds roasted salted fifty grams one twenty nine rupees pumpkin seed roasted salted 500 grams 1225 rupees sunflower seeds roasted and salted 50 grams 55 rupees salted watermelon seeds 2.5 rupees pack of 5 into 50 grams watermelon seeds watermelon seeds 500 grams 490 rupees sunflower roasted and salted five hundred grams forty nine rupees four ninety rupees ఈ విధంగా ఉన్నాయి వీటిని మనం యాడ్ టు కార్ట్ క్లిక్ చేసి మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ని మనం ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు ఇక లేకపోతే ఇక్కడ search for a product category or brand అన్నాం కదా మనకు కావాల్సినటువంటి ఐటమ్ ఏదైనా అక్కడ టైప్ చేసి సెర్చ్ చేస్తే ఆ ఐటమ్ వీడి దగ్గర దొరికితే కనుక మనకి ఇస్తారు లేకపోతే మనకు వేరొక ఆల్టర్నేటివ్ ఐటమ్ని మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది మనం రెగ్యులర్గా ఈ సైట్ని మనం యూజ్ చేస్తుంటే మనం అకౌంట్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు అకౌంట్ని ఓపెన్ చేసుకొని ఎప్పుడు కావాల్సినప్పుడు అప్పుడు లాగిన్ అయ్యి మన ఐటమ్స్ని సెలెక్ట్ చేసి కార్ట్లో ఉంచుకోవచ్చు కార్ట్లో ఉంచుకొని తర్వాత వాటిని ఆర్డర్ ఇచ్చుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇవన్నీ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ